నిర్వహించాలి ఎయిట్ మినిట్స్ కోటల విద్యార్థులు ఎగ్జామ్స్ పంచినాయి నిర్వహించాలి ఎయిట్ మినిట్స్ కోటల ఉన్న విద్యార్థులకు పంచినాయి వద్దుల్లాని విద్యార్థుల ఐక్యత వద్దుల్లాని విద్యార్థుల ఐక్యత వద్దుల్లాని వద్దుల్లాని విద్యార్థుల ఐక్యత వద్దుల్లాని వై వాన్ జస్టిస్ వై

ఇప్పుడు విద్యార్థుల ఐక్యత లాలి ఉంటేనే నిర్వహించాలి ఎగ్జామ్స్ని వెంటనే నిర్వహించాలి ఎగ్జామ్స్ని వెంటనే నిర్వహించాలి ఎగ్జామ్స్ని వెంటనే నిర్వహించాలి ఎగ్జామ్స్ని వెంటనే నిర్దీయ విద్యార్థుల ఐక్యత నశించాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి వెళ్తారు నశించాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి వెళ్తారు విజయవాడ ధర్నా జరిగినందు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మేనేజ్మెంట్ విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహించాలని రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ఆదిమూని సురేష్ గారు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క రేటు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ నిర్వహిస్తామని ఆనాడు అసెంబ్లీలో సమావేశాల్లో వెల్లడించారు ఈరోజు ఈ సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు ఎగ్జామ్ నిర్వహించుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఆనాడు చూసి ఏది మాకు ఫలానా జీవనం ఉందని మాకు తెలియదు జీవనం తప్పి ఉంది కత్తికి మీరు వ్యతిరేకంగా అభ్యర్థి చేస్తున్నారు ఆ ఉద్దేశంతో మేము దొడ్డిదారిలో మీరు వచ్చారు అందుకే మిమ్మల్ని నిత్యం నిర్వహించడం లేదు అంటున్నారు సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల మంది దొడ్డిదారులు వచ్చిన వాళ్ళు కాదు సక్రమంగా కాలసాలకు వచ్చిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు దృష్టిని పెట్టుకొని ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ డిగ్రీ జాయిన్ కాక ఏ ముందుకు ఏదైనా కోర్స్ చేయాలన్నా కూడా